wish you happy new year twenty twenty three once again నిన్న న్యూ ఇయర్తో business persons entrepreneurs startup company founders వీళ్ళందరూ తీసుకోవాల్సిన బిజినెస్ రెజల్యూషన్స్ ఫైవ్ ఏంటి అన్న వీడియోని మనం డిస్కస్ చేసాం అయితే ఈరోజు మనం చెప్పబోతుంది రాబోయే రోజుల్లో రెసిషన్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది చాలా కంపెనీస్ నుంచి లే ఆఫ్ జరుగుతున్నాయి ఈ ఉద్యోగాలు ఎగిరిపోకుండా మనం రెసిషన్ నుంచి ఎంత హ్యాపీగా తప్పించుకొని సేఫ్ జోన్లో బయటపడవచ్చు ఆర్ ఎల్స్ రెసిషన్ ఇంపాక్ట్ ఉన్నా సరే మనం ఒక కంఫర్టబుల్గా మంచి లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయొచ్చు దానికి ఇంపార్టెంట్ అయిన ఫైవ్ టిప్స్ ఈరోజు మనం మాట్లాడుకుందాం అంటే రెసిషన్ నుంచి బయటపడడానికి అవసరమైన ఫైవ్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెసిషన్ అంటే ఏంటి వరల్డ్ వైడ్గా యుఎస్ డాలర్ కానీ యుఎస్ కంపెనీలు కానీ చాలా దేశాల మీద పట్టు సాధిస్తూ ఉంటాయి and most of the applications computer softwares spare parts కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యుఎస్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది వీటికి ఆల్టర్నేటివ్గా చాలా రోజుల నుంచి రష్యా పోటీ పడుతుంది ఈ మధ్య చైనా వీళ్ళిద్దరిని దాచుకొని ప్రొడక్షన్లో నెంబర్ వన్ అయింది అయితే ఇంకా రెసిషన్ ఇంపాక్ట్ అనేది కేవలం యూఎస్ఏ కాదు మిగిలిన దేశాలన్నింటినీ బేస్ చేసుకొని ఒక ఆర్థిక మాంద్యం అంటే ప్రతి పది పన్నెండేళ్లకి ఒక ఆర్థిక మాంద్యం బయలుదేరుతుంది ఇది ఎందుకు అంటే సో కాల్డ్ ప్రొడక్షన్ వల్ల కానీ సప్లైల వల్ల కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వల్ల కానీ లేదంటే కొన్ని ఎకనామిక్ క్రైసిస్ వల్ల కానీ ఇది చాలా సాధారణంగా జరుగుతుంది అయితే ప్రతిసారి రెసిషన్ వచ్చినప్పుడు మనం దానికి బలవ్వకుండా ఆ రెషన్ నుంచి ఎంత సేఫ్గా కంఫర్ట్గా మనం బయటపడవచ్చు అసలు ఆ రెషన్లో మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ స్టెప్స్ ప్రొసీజర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిషన్ వస్తే జరిగే ప్రైమరీ టాస్క్ ఏంటి అంటే ఉద్యోగాలు ఎగిరిపోవడం మోస్ట్లీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇటువంటి అమెరికన్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువగా ఈ లే ఆఫ్ జరుగుతూ ఉంటాయి మీరు పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీ ఉద్యోగానికి గ్యారంటీ లేదు ఎందుకంటే రెషన్ ఇంపాక్ట్ ఆ విధంగా ఉంటుంది అయితే ముందు కింద స్థాయి ఎవరెవరు టెక్నికల్ సపోర్ట్లో ఎవరు ఉన్నారు హెచ్ఆర్లో ఎవరున్నారు టెస్టింగ్లో ఎవరు ఉన్నారు వీళ్ళకి ఎక్కువగా ఈ లే ఆఫ్ ఎఫెక్ట్ పడుతుంది కొంచెం సీనియర్స్ ఎవరైతే ప్రోగ్రామింగ్ కానీ టెక్నాలజీ వైపు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అయితే అది మీరు వర్క్ చేసిన క్లయింట్ ప్రాజెక్టు కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది తప్పించి మీ ఎక్స్పీరియన్స్ మీద మీ డొమైన్ మీద కాదు అంటే మీ కంపెనీ కనుక ఈ రెసిషన్ ఇంపాక్ట్లో ఉంటే మీ కంపెనీ లేదా మీ క్లయింట్ ఈ రెసిషన్ తట్టుకోలేకపోతే ఆ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది తప్ప డైరెక్ట్గా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పి మీకు లే ఆఫ్స్ జరగవు అయితే లే ఆఫ్స్ జరిగినా జరగకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన ప్రైమరీ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మీరున్న జాబ్కి గ్యారంటీ ఉందో లేదో ఒకసారి చూసుకోండి లేదు టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంది లేదా ఈ కంపెనీకి ఈ ప్రాజెక్ట్కి రెసిషన్ ఇంపాక్ట్ పడబోతుంది అనుకుంటే ఆల్టర్నేటివ్గా ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి కొత్త జాబ్ని బ్యాకప్లో ఉంచుకోండి డిఫరెంట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి రెండు మూడు ఆపర్చునిటీస్ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అంతే తప్ప నా కంపెనీకి ఏమీ కాదు నేను డోకా లేదు నేను బాగానే ఉంటానని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు రిషన్ ఇంపాక్ట్ ఏ కంపెనీకి ఏ ఎంప్లాయీకి ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు పదిహేను ఇరవై ఏళ్ళు వర్క్ చేసిన సీనియర్ ఎంప్లాయీస్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీలో కూడా కొంతమందికి లే ఆఫ్ జరిగింది రీసెంట్గా ఇది ఎందుకు అంటే మా కంపెనీ రెషన్ ఇంపాక్ట్ ఉండదు మా సూపర్ కంపెనీ అనుకునే వాళ్ళు వీళ్ళంతా అయినా సరే ఆల్టర్నేటివ్గా ఒక బ్యాకప్ జాబ్ని మీ చేతిలో ఉంచుకోండి లేదు జాబ్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు plan for startup or business ఖచ్చితంగా స్టార్టప్స్కి బిజినెసెస్కి ఇది ఒక మంచి ఛాన్స్ ఎందుకు అంటే ఈ రష్యన్తో పాటు చాలా ఆపర్చునిటీస్ పెట్టుకొస్తాయి మనకు చూడండి కరోనా లాక్డౌన్ టైంలోని కొత్త ఆపర్చునిటీస్ చాలా క్రియేట్ అయ్యాయి అలాగే రష్యన్ ఇంపాక్ట్ని బేస్ చేసుకునే కొన్ని evergreen demand and supply based బిజినెస్లు ఉంటాయి అటువంటి స్టార్టప్స్ కానీ బిజినెస్ మోడల్స్ కానీ మీరు ఏదన్నా స్టార్ట్ చేసుకున్నా సరే ఈ రష్యన్ నుంచి మీరు సేఫ్గా గట్టెక్కొచ్చు first point alternative job alternative resume or plan any in business model or startup model ఇది ఈ స్టెప్ ఫస్ట్ కనుక తీసుకోగలిగితే మీరు ఉద్యోగం నుంచి జాబ్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ నుంచి సేఫ్గా ఉంటారు రెండో మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే పే యువర్ డెప్స్ అంటే ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్న అప్పులు లాంటివి ఏవైనా ఉంటే ముందు వాటిని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఎన్బిఎఫ్సి ఇంట్రెస్ట్ రేట్లు కానీ లేదా పబ్లిక్ నుంచి మీరు తీసుకున్న మనీకి ఇంట్రెస్ట్లు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే రెషన్ ఇంపాక్ట్ పెరగబోతుంది కాబట్టి అందరికీ డబ్బు కావాలి ఇంట్రెస్ట్ కావాలి సో మీకు హై పెయిడ్ డెబ్ట్స్ ఏవైనా ఉంటే ఆ డెబ్ట్స్ ముందు క్లియర్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మీరు పే చేయాల్సింది తగ్గి ఆ అమౌంట్ వేరే చోట మీరు యూస్ చేసుకోవచ్చు మూడోది ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయండి జనరల్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికి ల్యాండ్ మీద ఇల్లు మీదో అనుకుంటారు ఈసారి ఇన్వెస్ట్మెంట్స్ అంటే దయచేసి స్టాక్స్ పోర్ట్ఫోలియో కానీ లేదంటే ఏవైనా డిజిటల్ అసెట్స్ వీటి మీద పోర్ట్ఫోలియోని ఇన్వెస్ట్ చేయడం వల్ల వాటి వాల్యూ పెరిగే అవకాశం కనిపిస్తుంది ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ కార్స్ కానీ ఈ కమింగ్ టూ టు త్రీ ఇయర్స్లో సేల్స్ బాగా తగ్గుతాయి ఎందుకంటే జనాలు డబ్బును దాచుకుంటారు మీరు నమ్ముతారు నమ్మరు అమెజాన్ రీసెంట్గా మూడు కొత్త ప్రోడక్ట్లను స్టార్ట్ చేసి క్లోజ్ చేసేసింది రష్యన్ ఇంపాక్ట్కి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ డైరెక్ట్గా చెప్పాడు ఈ టూ టు త్రీ ఇయర్స్లో మీ డబ్బులు ఎక్కడ వేస్ట్ చేయకండి దాచుకోండి చాలా అవసరం ఉంటుంది అంటే అంత పెద్ద కార్పొరేట్ కంపెనీ మూడు కొత్త ప్రోడక్ట్లను స్టార్ట్ చేసి ఈ రష్యన్ దెబ్బకి ఆపేసింది అంటే మనలాంటి వాళ్ళని ఎక్కడ తట్టుకోగలం ఆలోచించండి సో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ప్లేన్ చే ప్లై సో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మీరు సిద్ధపరచుకుంటే దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో మీద మీకు తిరిగి రెగ్యులర్గా ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫోర్త్ మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే సేవ్ మనీ జనరల్గా బిజినెస్లో కానీ లైఫ్లో కానీ స్టార్టప్స్లో కానీ ఎప్పుడు three months backup plan maintain చేయమంటారు three to six months backup plan maintain చేయమంటారు ఈసారి సిక్స్ టు నైన్ మంత్స్ లేదా six to twelve months alternative fund backup plan వేసుకోండి అంటే కనీసం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు నాకు ఉద్యోగం లేకపోయినా సరే ఎవ్రీ మంత్ నా expenses family budget food medicine travelling ఇవన్నీ కవర్ అవుతాయా లేదా ఈ కవర్ అయ్యే ఖర్చులు కనీసం ఆరు నెలలు మ్యాక్సిమం పన్నెండు నెలలకి నా దగ్గర బ్యాకప్ ఉందా లేదా ఈ six to twelve months backup plan కూడా మీరు మెయింటైన్ చేసుకోండి ఇలా బ్యాకప్ ప్లాన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా మీకు ఈ రెషన్ ఇంపాక్ట్ పెద్దగా తగలకుండా వెంటనే మీకు ఎటువంటి సఫర్ లేకుండా కంఫర్ట్గా బయటపడవచ్చు ఈ ఫోర్ స్టెప్స్తో పాటు మీరు తీసుకోవాల్సిన ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోండి ఈ one year one and half ఇయర్లో until and unless it is very important by hook or టుక్ ఇది మనకి అవసరం ఇది లేకపోతే మన ప్రాణాలు పోతాయి అనుకున్న ఐటమ్స్ వస్తువులు నెసెసిటీ సర్వీసులు మాత్రమే తీసుకోండి పర్వాలేదు ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది లేకపోయినా వచ్చే నష్టం ఏది లేదు అనుకునే ఐటమ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని పోస్ట్ పోన్ చేసుకోండి మీ ఎక్స్పెన్సెస్ కనుక తగ్గించుకోగలిగితే ఈ రెషన్ నుంచి మీరు చాలా సేఫ్గా కంఫర్ట్గా బయటపడతారు గుర్తుంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేట్గా జాబ్ లేదా బిజినెస్ ప్లాన్ చేసుకోండి ఆర్ఎల్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి మీ అప్పులు తగ్గించుకోండి అంటే అప్పులు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి మీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోండి at the same time unnecessary items పోకుండా సేవింగ్స్ని three six to twelve months దాకా పెంచుకోండి ఈ ఫైవ్ బిజినెస్ స్టెప్స్ కనుక ఈ ఫైవ్ బేసిక్ రూల్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఈ కమింగ్ రాబోయే సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి రష్యన్ ఇంపాక్ట్ని మనం సేఫ్గా కంఫర్ట్గా తప్పించుకోవచ్చు అండ్ రష్యన్ కూడా వెంటనే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేజర్ ఎఫెక్ట్ ఉండదు కానీ twenty three twenty four year కల్లా కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజానికి ఇండియన్ ఎకానమీ ఈరోజు స్టేబుల్గానే ఉంది బట్ ఈవెన్తో మనం ఎప్పుడూ కూడా ఒక బ్యాకప్ ప్లాన్ని సిద్ధం చేసుకోవాలి వచ్చిన తర్వాత మనం కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనబడదు ఆపర్చునిటీస్ కూడా ఉండవు కానీ ముందే ఎవరైతే ప్లాన్డ్గా ఉంటారో వాళ్ళు ఈ రష్యన్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి సో ఈ ఫైవ్ స్టెప్స్ ఫాలో అండి రష్యన్ నుంచి బయటపడండి మీ కొత్త బిజినెస్లు స్టార్టప్స్లు ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి డెప్స్ తగ్గించుకోండి ఎక్స్పెన్సెస్ తగ్గించుకోండి ఈ సింపుల్ ఫైవ్ స్టెప్స్ ఫాలో అయితే you are not at all in the hands of a recession మీరు రెషన్ చేతిలో పడరు రెషన్ బారిన పడరు ఖచ్చితంగా మీ లైఫ్ చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఉంటుంది మరిన్ని బిజినెస్ అప్డేట్స్ స్టార్టప్ అప్డేట్స్ కోసం వేరే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం stay tune please subscribe thank you have good మీలో ఎవరైనా బిజినెస్ స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకుంటే we have different services first of all we do one to one consultation అంటే మీకు స్టార్టప్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన రిసోర్సెస్ వాటికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎక్కడెక్కడ దొరుకుతుంది ఈ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో వన్ టు వన్ అపాయింట్మెంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది లేదు నేను బిజినెస్ని ఇంకొంచెం లాంగ్ రన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఎక్కువ నేర్చుకుందాం అనుకుంటున్నాను నేను టూ త్రీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తాను లేదా కొత్తగా స్టార్ట్ చేయబోతున్నా నా క్రాష్ కోర్స్ లాగా బిజినెస్ కోర్స్ ఎక్కడైనా కావాలి అనుకుంటే కనుక you can plan for our workshop every month కూడా మనం last Saturday Sunday online offline workshop conduct చేయడం జరుగుతుంది ఈ మంత్ కూడా జనవరి last Saturday Sunday online offline workshop conduct చేయబోతున్నాం మీలో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే హైదరాబాద్లో ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు for more details you can login to my website or contact the given number thank you happy entrepreneurship bye bye